Hi friends welcome back to Karthik icon YouTube channel friends ఈరోజు వీడియో వచ్చేసి సో విలేజ్ ఈడేమో విలేజ్ ఈయననేమో అమెరికాకి అని ఇప్పుడే వచ్చిండు సో ఈయన విలేజ్ చూపెడతాడు అదే ఎట్లా చూపెట్టిండో చూడండి సో లెట్స్ వాచ్ ఫోన్ తెచ్చుకున్నావు పోయిపోయి మీ పిల్లకి ఫోన్ చేసావా ఏ కాదు చెట్టు ముందే మీ మా అమ్మగారు సైకో oh, అరే కాదురా మా దోస్తు గారు ఫారెన్ నుంచి వస్తుండంటారా మా దోస్తు గారు ఫారెన్ నుంచి వస్తుండంటరా అవన్నీ చెప్పక అరే నిజం రా సిటీ నుంచి అమెరికా నుంచి వస్తుండ్రా అవు చూడు చూడు మా కదా చూడరా నువ్వు కూడా హలో ఆటో దిగినవా బస్సులు ఎక్కినవా బస్సు దిగినవా వస్తున్న సైకిల్ మీద ఒక్క రెండు నిమిషాలు ఆగు ఆనే ఆ బస్ కూడా తిను వస్తున్నా సరే కలిసి ఉండే కలర్ డ్రామా ఫ్రెండ్షిప్ దోస్తి హంగామా రామ రామ రామ రామ రామ అన్నాదమ్ముల్లాగా ఉందామా గుండెల నిండా పేమున్నది stand not there. In Indian, stand not there. Only Pandavatur there. Only Pandavatur. అరే ఈయననే మా దోస్తురా అమెరికా నుంచి వాళ్ళు వచ్చిండ్రా ఈయనకైతే తెలుగు రాదు నీకైతే ఇంగ్లీష్ రాదు అరే నీకు వచ్చాను పెద్ద ఇంగ్లీష్ ఏ అట్లా చేస్తే ఇప్పుడు ఈయనతో మాట్లాడలేరు నేను English bro what are you talking bro అరే ఇప్పుడు ఎవరు మావనికి ఎక్కిస్తున్నావు బ్రో డైలీ టాకింగ్ ముచ్చట్లు బ్రో డైలీ టాకింగ్ ముచ్చట్లు బ్రో ముచ్చట్లు మీన్స్ వాట్ బ్రో ముచ్చట్లు మీన్స్ వాట్ ఏంటి ఇంగ్లీష్ లో ఎప్పుడు పెద్ద పెద్ద పూటన్ గారి లెక్క చేసినావు కదరా ఇంగ్లీష్ రాదు అది నీకు అంతా కూడా వస్తుందా రా మళ్ళీ నీకు అవును కానీ ఇప్పుడు మీ ఫ్రెండ్ కానీ తెచ్చినావు ఎట్లా మాట్లాడుతావు ఎట్లా మేనేజ్ చేస్తావు ఏ అట్లా చేయాలి ఇంగ్లీష్ ఎట్లనో అట్లా మేనేజ్ చేస్తా తీరా నేను టెన్షన్ వత్తుకోరు దా come come Bro, this is my father bike, bro. What is this, bro? Look, this is has. This is barre, bro. Barre means what, bro? Barre means. max అరే బాడుకో మ్యాథ్స్ లో అదుకున్నవారా goat మ్యాథ్స్ లో వచ్చింది గోట్ రా గోట్ గోట్ గోటా మీరు పిక్చర్ సైన్స్ చదువుకోలేరా చదువుకున్నాం రా చెప్పురా చెప్పు సిప్పా బ్రో అది సిప్ప. అవన్నీ కాదు బ్రో బర్రే బర్రే బర్రే కాదు, బర్రే బర్రే బర్రే బర్రే బర్రే బర్రే బర్రే బర్రే బర్రే Oh, what is this brawl? Looking like cake. Oh, what is this brawl? Looking like cake. Don't touch. Don't touch. This is penda, bro. This is penda, bro. Penda means what, bro? buffalo backs are coming, bro. This, uh, this, this, this boy mother take and sample holding, bro. This means what? Sample means this one mixing water. Bang. Sample yellowings. Oh, sample salad. Okay, okay, okay. Come. What is this, bro? This is Cheruvu, bro. Cheruvu means what, bro? Daily morning coming, sitting, coloring. Okay that you have no bathroom sir not bro only open place only full village coming sitting కడుడి okay tomorrow I also come come and sit and కడుడింగ్ అండ్ కడుడింగ్ okay bro bro you village is beautiful bro bro tank bro tank bro this is ప్యాడీనా bro yeah bro paddy paddy paddy అరే ప్యాడిన్నా డి ఇన్నా డి ఏమో చిన్న ఉన్నప్పుడు ఏబిసిడ్లను ప్యాడ్ ఏమో ఎగ్జామ్ రాసినప్పుడు తీసుకెళ్ళినా రెండు కలిపి చెప్తుండా ఇంకేంటిది అరే నీకు తెలుసారా నీకు తెలుసు మరి చెప్పురా తెలియదురా మీకు తెలియదురా ఎందుకంటే మీ స్కూల్ కి వస్తారు మన సిగ్గు మీకు మీ మమ్మీ డాడీ వాళ్ళు కష్టపడి పీజు కడుతుండే ఈ ప్యాడీ అంటే తెలియదారా తెలుసురా pad pad bro paddy means వాడు బ్రో ఫుడ్ ఫుడ్ అరే వీళ్ళ వడ్లని ఫుడ్ అంటే మనం వడ్లు అంటే ఫుడ్ అంటారు వడ్లు వడ్లు బ్రో వడ్లు దిస్ వన్ వడ్లు okay bro bro no no bro you drink కల్లా బ్రో బాటిస్ కళ్ళు బ్రో నన్ను అరవింద్ కళ్ళు అంటే తెలియదు ఏంద్రా ఆడ అమెరికా కాదురా మొత్తం వైనేరా oh, అవునురా ఇప్పుడు ఎట్లా చెప్పాలరా వానికి సెట్ నువ్వే one tree there one man come పాటు పుట్టు సెవెన్ డేస్ కళ్ళు there one sees take thinking thus is కళ్ళు వాటు వాటు అరే వీడు ఏంద్ర మళ్ళా వాట్ ఈస్ దిస్ అంటాడు అరే అనికి తెలియదు మళ్ళీ కళ్ళు అంటే సో వాట్ ఈస్ కళ్ళు బ్రో అరే నీకు నీకు మళ్ళీ చెప్పాలి కానీ full brain training tomorrow come all village say I will explain you go you you grandmother house go you grandmother house go అరే మస్తు మేనేజ్ చేసినావు కదరా ఏం మేనేజ్ చేసినావురా అట్లుంటే మళ్ళీ నాతోని నేను ఇటంతా వేయలేనురా మరి ఏమనుకుంటున్నావు రా మ్యాథ్స్ మస్తు చదివినవరా మరి ఎట్లుంటే నాతో మినిమం ఉంటే సోషల్లో మ్యాథ్స్ చదివినరా నేను మస్తు వస్తుంది మళ్ళీ నాకు లో మ్యాథ్స్ చదివినరా నేను మస్తు వస్తుంది మళ్ళీ నాకు సరే మళ్ళీ నాతో నేను మినిమం ఉంటే మళ్ళీ సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా సో మన తెలంగాణ అబ్బాయి అమెరికా అబ్బాయికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండో సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను thank you for spending your valuable time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు so please like share comment and subscribe ఆ గంట ఓట్లు మాత్రం <laughs>